హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మనం బయాలజీ టాపిక్లో క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజం అనే టాపిక్ గురించి చూద్దాం okay classification of living organism classification అంటున్నాం అసలు క్లాసిఫికేషన్ అంటే అర్థం ఏంటి అనేది మనకు కావాలమ్మా ఇక్కడ క్లాసిఫికేషన్ అంటే మీనింగ్ ఏంటంటే అంటే ఏమైనా సరే ఒక జీవుల సమూహం తీసుకున్నాం అనుకోమా ఒక జీవుల సమూహం తీసుకున్నప్పుడు ఆ జీవుల సమూహంలో సమాన లక్షణాలు కలిగి ఉన్న జీవుల్ని సపరేట్ చేసే ఒక పద్ధతి అండి ఓకేనా అన్ని రకాల జీవులు ప్రాణం ఉన్నటువంటి అన్ని రకాల జీవులలో సమాన లక్షణాలు కలిగి ఉన్న జీవుల్ని సపరేట్ చేసేటువంటి ఒక విధానమే క్లాసిఫికేషన్ అంటాం దీనినే మనం టాక్సానమీ అని చెప్పుకుంటారమ్మా దీనినే టాక్సానమీ అని చెప్తారమ్మా టాక్సానమీ అని చెప్తాం taxonomy means classification of the living organisms ఓకేనా జీవుల వర్గీకరణ అంటాం ఓకేనా అయితే ఈ జీవుల వర్గీకరణ గురించి మొట్టమొదటిసారిగా వివరించిన శాస్త్రవేత్త ఎవరు ఆ జీవుల వర్గీకరణని సరైన విధంగా వివరించినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు వీళ్ళ గురించి మనం తెలియాలమ్మా మొట్టమొదటిసారిగా జీవుల్ని వర్గీకరణ చేయాలి అని సూచించిన శాస్త్రవేత్త ఎవరంటే అరిస్టాటిల్ అరిస్టాటిల్ అరిస్టాటిల్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చెప్పారంటే సృష్టి మొత్తంలో ప్రాణం ఉన్నటువంటి జీవరాశులు రెండే రెండు రకాలు అని చెప్పాడమ్మా ఆ రెండు రకాలు ఏంటంటే ఒకటి ప్లాంట్స్ సెకండ్ యానిమల్స్ అని చెప్పాడమ్మా ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అని చెప్పాడు ఓకేనా రెండు రకాలు ప్రాణం ఉన్న జీవరాశులు రెండే రెండు రకాలు ఒకటి మొక్కలు రెండు జంతువులు అని చెప్పాడు అయితే ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి అరిస్టాటిల్ అనే శాస్త్రవేత్త మొక్కల గురించి జంతువుల గురించి బాగా చెప్పాడు అయితే మొక్కలు జంతువుల గురించి చెప్పడంలో ఎక్కువగా దేని గురించి వివరించాడంటే జంతువులపై అధిక పరిశోధన జరిపి జంతువుల గురించి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారమ్మా ఓకేనా సృష్టిలో మొట్టమొదటిసారిగా జంతువులపై పరిశోధన జరిపిన శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే అరిస్టాటిల్ అయితే ఆ జంతువుల గురించి అరిస్టాటిల్ ఒక బుక్ కూడా రాశాడండి సృష్టి మొత్తంలో కూడా మూడు రకాల జంతువులు ఉన్నాయని చెప్పి ఆ మూడు రకాల జంతువుల గురించి ఒక బుక్ రాశాడండి అయితే ఆ మూడు రకాల జంతువులు ఏం చెప్తున్నాడంటే ఒకటి నీటిలో ఈదే అని చెప్తున్నాడు రెండు ఆకాశంలో ఎగిరే అని చెప్తున్నాడు అలాగే మూడు నేలపై నడిచే జీవులు అని చెప్పాడు ఇలా మొత్తం కూడా మనకి మూడు రకాల జంతువులు అనేవి మన భూమి మీద ఉన్నాయని చెప్పి ఆ మొత్తం జంతువుల యొక్క పూర్తి సమాచారం గురించి ఒక బుక్కే రాశారండి ఆ బుక్ పేరు ఏంటంటే హిస్టోరియా యానిమేలియా హిస్టోరియా యానిమేలియా ఓకేనా జంతు ప్రపంచం జంతువులకు సంబంధించిన పూర్తి సమాచారం కలిగి ఉన్న పుస్తకం అండి అది రాసింది ఎవరయ్యా అంటే అరిస్టాటిల్ ఆ బుక్ పేరేంటి హిస్టోరియా యానిమేలియా అయితే ఈ బుక్ లో జంతువులని రెండు రకాలుగా వర్గీకరించాడంట ఎవరు అరిస్టాటిల్ ఎలా వర్గీకరించాడంటే ఇక్కడ జంతువులు రెండు రకాలని చెప్తున్నాడు ఆ జంతువులు ఏంటంటే ఒకటి ఆర్బీసీ లేనివి రెండు ఆర్బీసీ ఉన్నవి అని చెప్తున్నాడమ్మా ఎనైమా ఎనైమా అనైమా ఎనైమా రెండు రకాలంట అనైమా అంటే ఆర్బీసీ అనేది ఉండదంటమ్మా ఆర్బీసీ అనేది ఆప్సెంట్ ఆర్బీసీ ఉండదు ఇందులో మాత్రం ఆర్బీసీ ఉంటుందమ్మా RBC is presented. గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎర్ర రక్త కణాలు కలిగి ఉన్నవి ఎర్ర రక్త కణాలు లేని జీవులు రెండు రకాలు ఉన్నాయి జంతువులు అని చెప్పి ఆ రెండు రకాలని అనైమా ఎనైమా అని చెప్పారండి అయితే అరిస్టాటిల్ అనే శాస్త్రవేత్త ఒక జీవిపై పరిశోధన జరపడం అనేది ఏ విధంగా ఉండేదంటే అతను కేవలం ఒక విషయాన్ని తెలుసుకునేవాడమ్మ తెలుసుకొని ఆ విషయాన్ని ఎదుటి వ్యక్తికి చెప్పేటప్పుడంట నోటితో చెప్పడం కానీ లేదా పుస్తకంలో గ్రంథంలో రాసి చూపించడం కానీ చేసేవాడంట బేసిక్గా ఒక వ్యక్తికి తెలియని సమాచారం ఏదైతే ఉందో ఆ తెలియని సమాచారాన్ని ఎదుటి వ్యక్తి చెప్పినప్పుడు అతను హండ్రెడ్ పర్సెంట్ నమ్మే విధంగా ఉండాలండి ఏ విషయమైనా సరే హండ్రెడ్ పర్సెంట్ నమ్మలేదు అంటే కనుక ఆ విషయము అనేది పరిశీలనాత్మకంగా రాదు అంటే శాస్త్రవేత్తలు తీసుకునే అంశం అనేది రాదనమాట అంటే ఏంటి బేసిక్గా శాస్త్రవేత్తలు అనేవాళ్ళు ఏదో ఒక అంశం గురించి రెండు విధాలుగా పరిశోధన జరుపుతారు ఒకటి పరిశీలనాత్మకంగా నిరూపించడం రెండు ప్రయోగాత్మకంగా నిరూపించడం పరిశీలనాత్మకంగా నిరూపించడం అని చెప్తున్నా పరిశీలనాత్మకంగా నిరూపించడం అంటే సపోజ్ నేను ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నాను ఆ తెలుసుకున్న విషయాన్ని ఎదురు వ్యక్తికి కేవలం నోటి ద్వారా చెప్పడము కానీ లేదా పుస్తకంలో రాసి ఈ పుస్తకంలో కొత్త విషయం ఉంది తెలుసుకోండి అని చెప్పి ఇచ్చాను అనుకోండి ఆ వ్యక్తి అనేవాడు ఎదురు ఉన్న వ్యక్తి అనేవాడు నేను చెప్పిన విషయం అతను తెలియకపోతే ఆ విషయం నమ్మచ్చు నమ్మకపోవచ్చు అదే పుస్తకంలో అని చెప్పాను కదా అది చదువుకున్నప్పుడు అది కూడా అతను తెలియని విషయం అయితే కనుక నమ్మశక్యంగా లేని విషయం అయితే కనుక అతను హండ్రెడ్ నమ్మడు అంటే వంద మందికి ఉన్న జనాలందరికీ తెలియని అంశమేగా కనుక్కునే శాస్త్రవేత్తలు అలా ఎవరికి తెలియని అంశాన్ని కనుక్కున్నప్పుడు దాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించి చూపించాలి ప్రయోగాత్మకంగా నిరూపించినప్పుడు మాత్రమే హండ్రెడ్ అందరూ నమ్ముతారు అయితే ఇక్కడ అరిస్టాట్లని ఆయన మొట్టమొదటిసారిగా అతనికి ప్రయోగ పద్ధతి అనేది అప్పటికేం తెలియదు ఎవరికి తెలియదు అతను తెలుసుకున్న విషయాన్ని ఎదురు ఉన్న జనాలందరికీ కూడా కేవలం నోటి ద్వారా చెప్పడం కానీ లేకపోతే పుస్తకంలో గ్రంథాలు ఇక్కడ రాసే పుస్తకం ఈ పుస్తకం రాసి కానీ చూపించాడమ్మా దానివల్ల ఎవరు కూడా నమ్మల అప్పుడు ఉన్న జనాలు ఎవరు కూడా నమ్మల అలాగే క్లాసిఫికేషన్ కూడా ఇతను చెప్పింది రాంగ్ సరైన విధంగా లేదు అని చెప్పి ఈ క్లాసిఫికేషన్ కూడా కొట్టిపారేశారండి అప్పుడు శాస్త్రవేత్తలు ఈ వర్గీకరణ సరైన విధంగా లేదు అని చెప్పి ఈ వర్గీకరణని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేకపోయారు ఓకే ఇతని తర్వాత ఎంతో మంది వర్గీకరిస్తూ వచ్చారమ్మా అందులో మన ఇండియన్ సైంటిస్ట్ ఒక అతను ఉన్నాడు చెరకుడు అని ఆయన చెరక ఇతను వచ్చేసరికి రెండు వందల రకాల two hundred types of ayurvedic plants ఆయుర్వేద మొక్కల్ని వర్గీకరించాడంటమ్మా మన భూమి మీద అనేక రకాల మొక్కలు ఉన్నాయి దాంట్లో మనకు బాగా వైద్యానికి ఉపయోగపడే మొక్కలు రెండు వందల రకాలు ఉన్నాయని చెప్పి రెండు వందల రకాల ఆయుర్వేద మొక్కల్ని కనుగొనడం ఎవరతను చెరకుడు అయితే ఇతను చెప్పింది కూడా సరైన విధంగా లేదు వర్గీకరణ అని చెప్పి ఇతను వర్గీకరణ కూడా ఎవరు యాక్సెప్ట్ చేయలేదు అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాను మీకు ఫస్ట్ క్లాసిఫికేషన్ అంటే అర్థము ఒక సమూహంలో సమాన లక్షణాలు కలిగి ఉన్న జీవుల్ని తీయడము అని అర్థం అలా సమాన లక్షణాలని ఆధారంగా చేసుకొని జీవులని మొట్టమొదటిసారిగా వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే కెరోలాస్ లిన్నయాస్ చూడమ్మా జీవుల్ని మొట్టమొదటిసారిగా వర్గీకరించింది ఎవరు అంటే అరిస్టాటిల్ కానీ ఇక్కడ నేనేం చెప్తున్నాను సమాన లక్షణాలు ఈక్వల్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని అని చెప్తున్నాను సమాన లక్షణాలని ఆధారంగా చేసుకొని మొట్టమొదటిసారిగా జీవులని వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే కేరోలస్ లిన్నయాస్ ఎవరమ్మా కేరోలస్ లిన్నయాస్ కెరోలస్ లిన్నేయస్ అని ఆయన జీవుల యొక్క సమాన లక్షణాన్ని ఆధారంగా చేసుకొని అన్నాం అలా జీవుల యొక్క సమాన లక్షణాన్ని దేంతో పోలుస్తారంటే స్పీసీస్ అంటారమ్మా దాన్ని సమాన లక్షణాలు కలిగి ఉండడాన్ని స్పీసీస్ అంటారమ్మా జాతి అంటాం తెలుగులో దీన్ని జాతి స్పీసీస్ ఆ స్పీసీస్ అనే ఒక పదాన్ని ఉపయోగించి జీవుల్ని వర్గీకరించడం మొదలుపెట్టడమ్మా అయితే ఇక్కడ సమాన లక్షణాలు కలిగి ఉండడం అంటున్నాం ఇక సమాన లక్షణాలు కలిగి ఉండడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం మనం ఏ జాతి కింద వస్తాం మానవ జాతి కింద వస్తాం కదా అంటే మనందరం మానవ జాతి అంటున్నాం అయితే ఈ మనిషి జాతిలో మా బేసిక్గా ఎవరైనా జనాలు పది మంది కలిసి వెళ్తుంటే పది మంది జనాభా ఎవరైనా చూశారనుకోండి ఆ జనాలందరినీ మానవ జాతి అంటాం తప్పితే కుక్క జాతి పంది జాతి మనం పిలవం ఎందుకని మనుషులందరూ ఒక చోట ఉన్నప్పుడు అది మానవ జాతి కిందే వస్తుంది వాళ్ళ లక్షణాలు కుక్క యొక్క లక్షణాలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి మానవ జాతి మానవ జాతే కుక్క జాతి కుక్క జాతే అలా ఏంది మనకి జాతులు సమాన లక్షణాలు కలిగి ఉన్న జీవులు మొత్తాన్ని జాతి అని పిలుస్తారు ఓకే స్పీసీస్ అంటాం అనమాట మనం మరి ఆ స్పీసీస్ ఆ జాతి అన్న పదాన్ని ఆధారంగా చేసుకొని జీవుల వర్గీకరణ మనని ఒక వరుస క్రమంలో చెప్పుకుంటూ వచ్చాడు మలినేస్ ఆ వరుస క్రమం ఏంటంటే species genus family order class phylum kingdom okay ఇలా ఆర్డర్ అమ్మా చూడండి జాతి ప్రజాతి కుటుంబము క్రమము తరగతి వర్గము రాజ్యము అంటాం ఓకేనా ఇట్లా పైనుండి కిందకి వరుస క్రమాన్ని తీసుకున్నాం అసలు ఏంటి సార్ ఈ వరుస క్రమము అని అంటే చూడండి ఇక్కడ స్పీసీస్ అని చెప్తున్నా కదా స్పీసీస్ అన్న దగ్గర ఏమొస్తాయంటే ఈ స్పీసీస్ జాతి అన్న దగ్గర వస్తే మనిషి జాతి వస్తుందమ్మా మనిషి జాతి వస్తుంది లేదా కుక్క జాతి వస్తుంది లేదా పంది జాతి వస్తుంది లేదా పక్షి జాతి వస్తుంది అంటే ఏదో ఒక సమాన లక్షణం కలిగి ఉన్న జీవి మాత్రమే ఇక్కడ వస్తుందమ్మా అంతే తప్పితే అన్ని జీవులు రావు ఏదో సమాన లక్షణం కలిగి ఉంది ఇప్పుడు మానవ జాతి అంటున్నా ఈ మనిషి జాతి అనేది ఇక్కడ చెప్పుకుంటాం జాతి దగ్గర అలా కాకుండా సమూహం కింగ్డమ్ దగ్గర చూసామనుకోండి మనం కింగ్డమ్ దగ్గర మనిషి వస్తాడు కుక్కలు వస్తాయి పందులు వస్తాయి పక్షులు వస్తాయి అంటే అన్ని లక్షణాలు కలిగి ఉన్న జీవులు వచ్చేది కింగ్డంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనందరం కూడా జనం అని చెప్తున్నాం మనుషులు అని చెప్తున్నాం ఈ మానవ జాతి అంతా ఒక సమూహం కాబట్టి మనిషి యొక్క జాతిని సపరేట్ చేశారు కాబట్టి అది లో మనం చెప్పుకోవాలి అలా కాకుండా మనం రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి మనం నడుస్తుంటాం రోడ్డు మీద జంతువులు వెళ్తాయి పశువులు ఆవులు గేదెలు పక్కన వెళ్తాయి అవి మన పక్కన వెళ్తాయి కుక్కలు మన పక్కన వెళ్తాయి అలాగే పక్షులు పైన తిరుగుతూ ఉంటాయి అనమాట ఇలా అన్ని ఒకచాటే తిరుగుతున్నాయి కదా అని చెప్పి అందరూ ఒకే జాతి కింద వస్తామంటే రాము ఇక్కడ ఏంది జీవుల సమూహం ఇది సమాన లక్షణాలు లేనప్పటికీ వేరువేరు లక్షణాలు కలిగి ఉండి అన్ని జీవులు ఒకే చోట కనుక ఉంటే దానిని కింగ్డమ్ ఇది ఒక సమూహం అని చెప్తాం అయితే ఇక్కడ ఏ జీవికి జీవికి మధ్య సమాన పోలికలు చాలా తక్కువ ఉంటాయి ఓకే కింగ్డమ్ రాజ్యంలో చూసుకునేసరికి మనిషి కుక్క పంది పక్షులు నాలుగు రాశాను ఇక్కడ ఈ నాలుగు జీవులకి ఒకదానికొకటి సమాన లక్షణాలు ఉన్నాయా అంటే ఒకటో రెండో మ్యాచ్ అవుతాయి తప్పితే అన్నీ మ్యాచ్ అవ్వవు అదే ఇక్కడ చూసుకుంటే స్పీసెస్లో ఉంటే మనిషి జాతి లేదా కుక్క జాతి లేదా పంది జాతి లేదా పక్షి జాతి అని చెప్తున్నా ఇలా ఒకే జాతి ఉంది కాబట్టి మనిషికి మనిషికి మధ్య సమాన పోలికలు హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవుతాయి కాబట్టి ఇక్కడ కేవలం సమాన లక్షణాలు కలిగి ఉన్న జీవులు మాత్రమే ఇక్కడ ఉంటాయి అంటే సమాన పోలికలు ఇక్కడ ఎక్కువ ఉంటాయి సమాన పోలికలు ఇక్కడ తక్కువ ఉంటాయి అది జీవుల సంఖ్య చూసుకున్నాం అనుకోండి కింగ్డమ్ లో జీవుల సంఖ్య ఎక్కువ ఉంటుందా స్పీసెస్ లో జీవుల సంఖ్య ఎక్కువ ఉంటుందా అంటే కింగ్డమ్లో జీవుల సంఖ్య బాగా ఎక్కువ ఉంటుంది స్పీసీస్లో జీవుల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది ఎందుకని ఇక్కడ సమాన లక్షణాలు కలిగి ఉన్న జీవులు మాత్రమే ఉంటాయి కానీ ఇక్కడ అన్ని లక్షణాలు కలిగి ఉన్న జీవులు ఉన్నాయి అన్ని జీవులు ఉన్నాయి కాబట్టి జీవుల సమూహం ఎక్కువగా ఉండేది కింగ్డమ్లో సమాన లక్షణాలు తక్కువగా ఉండేది కింగ్డమ్లో అలాగే జీవుల సంఖ్య తక్కువగా ఉండేది స్పీసీస్లో జీవికి జీవికి మధ్య సమాన పోలికలు ఎక్కువగా ఉండేది స్పీసీస్లో అలా గుర్తుపెట్టుకోవాలి మనం ఓకేనా ఇలా మనకి స్పీసీస్ అనే ఒక పదాన్ని ఆధారంగా చేసుకొని జీవుల్ని వర్గీకరించే విధానాన్ని తీసుకొచ్చింది కేరళ శ్రీనివాస్ అసలు స్పీసీస్ అనే పదాన్ని తీసుకొచ్చింది ఎవరు అంటారమ్మా స్పీసీస్ అనే ఒక పదాన్ని తీసుకొచ్చింది ఎవరయ్యా అంటే John Ray John Ray John Ray అనే ఒక శాస్త్రవేత్త స్పీసీస్ అనే ఒక పదాన్ని తీసుకొచ్చారమ్మా ఆ పదాన్ని తీసుకొచ్చి స్పీసీస్ అంటే సమాన పోలికలు ఉన్నాయని చెప్పింది కూడా జాన్ రేనే కాబట్టి సమాన పోలికల్ని ఆధారంగా చేసుకొని లినియస్ వర్గీకరించాడు కాబట్టి సమాన పోలికలు ఏ పదంతో పోల్చాడు జాన్ రే స్పీసీస్ అనే పదంతో పోల్చాడు కాబట్టి ఆ స్పీసీస్ అనే ఒక పదాన్ని ఉపయోగించుకొని ఇలా ఒక వరుస క్రమాన్ని తీసుకొచ్చాడమ్మా ఎవరు కెరోలస్ లినియస్ అని ఆయన ఓకే మరి ఇక్కడ ఒక కింగ్డమ్ ఒక రాజ్యంలో నుంచి మొత్తం ఒక రాజ్యంలో నుంచి స్పెసిఫిక్ గా సమాన లక్షణాలు కలిగిన ఒక జీవిని సపరేట్ చేశాడు లిన్నేయస్ ఆయన మరి సపరేట్ చేసిన జీవికి పేరు పెట్టాలి కదండి మరి ఆ పేరు పెట్టే విధానాన్ని ఏమంటారు అంటారమ్మా ఆ పేరు పెట్టే విధానాన్ని తీసుకొచ్చింది కూడా లిన్నయసే ఆ పేరుని ఏమంటారంటే సైంటిఫిక్ నేమ్ శాస్త్రీయ పదము అంటారమ్మా ఆ పేరుని శాస్త్రీయ పదం సైంటిఫిక్ నేమ్ అంటారమ్మా సైంటిఫిక్ నేమ్ అంటాం ఈ సైంటిఫిక్ నేమ్ అనేది బై నామినిక్లేచర్ మెథడ్తో పెడతారమ్మా by nomenclature. బై నామిన్క్లేచర్ ద్వినామీకరణ పద్ధతి అంటాం దాన్ని ద్వినామీకరణ పద్ధతి ద్వి అన్న ద్వి అంటే ఎన్ని ఉన్నట్టు ఇక్కడ ద్వి అంటే ఎన్ని ఉన్నాయి ఇక్కడ రెండు అంటే ద్వినామీకరణ పద్ధతిలో రెండు పదాలని ఉపయోగించుకొని ఒక జీవికి పేరు పెడుతున్నారమ్మా మరి ఆ రెండు పదాలు ఏందయ్యా అంటే జాతి మరియు ప్రజాతి స్పీసీస్ అండ్ జీనస్ ఆ రెండు పదాలు ఉపయోగిస్తారమ్మా బై నామిన్ క్లేచర్లో యూజ్ చేసేటువంటి రెండు పదాలమ్మా గుర్తుపెట్టుకోండి ఈ రెండు పదాలు ఏంటంటే species and genus species and genus okay ఆ స్పీసీస్ అండ్ జీనస్ అనే రెండు పదాలను ఉపయోగించుకొని జీవులకి పేర్లు పెడుతున్నారమ్మా అయితే ఎలా పెడతారో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం కెరోలాస్ లిన్నేయస్ అని ఆయన మనిషికి శాస్త్రనామని పెట్టాడమ్మా ఆ మనిషిని గుర్తించింది ఆ మనిషికి ఒక పేరు పెట్టింది కూడా లిన్నయ్యసే మరి ఆ పేరు ఏంటంటే మనిషి యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే example homo sapiens homo sapiens Linnaeus homo sapiens Linnaeus okay అయితే ఇక్కడ పదాలు లెక్కేయండి అమ్మ హోమోసెఫియన్స్ లినేయస్ అంటున్నాం ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి మొత్తం Homo sapiens Linnaeus one two three కదా మూడు పదాలు ఉన్నాయి ఇందులో మొదటి రెండు పదాలు ఖచ్చితంగా ఉండాల్సిందే ఎందుకని ఇక్కడ సైంటిఫిక్ నేమ్ అనేది బై నామిన్క్లేచర్ మెథడ్ ద్వినామీకరణ పద్ధతి ద్వారా ఒక జీవికి పేరు పెడుతున్నారు అన్నాం ద్వినామీకరణ పద్ధతి అంటే రెండు పదాలు ఉపయోగించుకొని ఆ రెండు పదాలు ఏంటి స్పీసిస్ అండ్ జీనస్ ఆ రెండు పదాలు ఎక్కడ వస్తాయంటే ఫస్ట్ హోమో అన్న హోమో అనేది మొదటి పదం హోమో అనేది జీనస్ అమ్మ జీనస్ ప్రజాతి సెఫియన్స్ అనేది స్పీసీస్ జాతి పేరు జాతి అయితే ఇక్కడ మూడవ పదం చెప్పే కదా ఈ మూడవ పదము అనేది మూడవ పదం అనేది ఆ జీవిని కనుగొన్నటువంటి సైంటిస్ట్ నేమ్ కానీ సైంటిస్ట్ నేమ్ కానీ లేదా అతని కనుగొన్న ఇయర్ కానీ లేదా అతని యొక్క కంట్రీని పేరు కానీ ఇస్తారమ్మా ఓకేనా ఆ మూడిట్లో ఏదో ఒకటి లాస్ట్లో పెడతారు అయితే ఆ మూడో పదం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వరి వరైజా సెటైవా వరైజా సెటైవా అనేది వరి యొక్క శాస్త్రనామం అయితే అది అభివృద్ధి చెందే ప్రాంతాన్ని బట్టి దానికి పేర్లు పెట్టారు వరైజా సెటైవా ఇండికా వరైజా సెటైవ జపానికా ఇలా పేర్లు వస్తాయి అమ్మ అలా ఇండికా జపానికా ప్రాంతాన్ని ఉద్దేశించి కూడా ఆఖరిలో ఆ పదాన్ని యాడ్ చేస్తారు అయితే మనకి ఖచ్చితంగా ఉండాల్సినవి మాత్రం అవి రెండు ఓకే మొదటి పదం సైంటిఫిక్ నేమ్లో మొదటి పదం ఏదమ్మా జినస్ రెండవ పదం ఏంటి స్పీసీస్ అదే వర్గీకరణలో మొదటి పదం ఏంటి స్పీసీస్ రెండవ పదం ఏంటి జీనస్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి కేరళ శ్రీనివాస్ చెప్పిన జీవుల వర్గీకరణకి వరుస క్రమం చాలా సార్లు ఎగ్జామ్లు అడిగారు వరుస క్రమంలో మొదటిగా వచ్చేది స్పీసీస్ అని చెప్తున్నాము కదా అదే శాస్త్రీనామంలో మొదటిగా వచ్చేది ఏదంటే జీనస్ మొదటిగా వచ్చేది జీనస్ అయితే ఇక్కడ మొదటి పదముని ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ చేయాలమ్మా క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ చేయాలి రెండవ పదం అనేది స్మాల్ లెటర్స్తో స్టార్ట్ చేయాలి రెండవ పదం స్మాల్ లెటర్స్తో స్టార్ట్ చేయాలమ్మా ఓకేనా ఇది సైంటిస్ట్ సైంటిఫిక్ సైంటిఫిక్ నేమ్ గురించి ఓకే అయితే ఇక్కడ కెరోలా శ్రీనివాస్ అని ఆయన జీవుల్ని వర్గీకరించే విధానం చెబుతూ ఆ వర్గీకరణకు సంబంధించి రెండు పుస్తకాలు కూడా రాశారమ్మ ఓకే ఆ బుక్స్ ఏంటి లినియస్ రాసినటువంటి బుక్స్ క్లాసిఫికేషన్ సంబంధించిన బుక్స్ అమ్మ most important first one Species Plantarum Species Plantarum second Systema Naturae Systema Naturae ఓకేనమ్మా చూడండి వర్గీకరణ జీవులక వర్గీకరణకు సంబంధించి లిన్నేయస్ రాసిన బుక్స్ అమ్మ ఇవి స్పీసీస్ ప్లాంటారం మొక్కల వర్గీకరణకు సంబంధించిన బుక్ సిస్టిమా నాచురే జంతువుల వర్గీకరణకు సంబంధించిన పుస్తకం అమ్మ ఇలా రెండు గ్రంథాలు రాశాడు ఎవరతను కెరోలస్ లిన్నేయస్ మరి కెరోలస్ లిన్నేయస్ ఆయన మొట్టమొదటిసారి జీవుల్ని సరైన విధంగా వర్గీకరించాడు కాబట్టి కెరోలస్ లిన్నేయస్ ని ఫాదర్ ఆఫ్ టాక్సానమీ జీవుల వర్గీకరణ శాస్త్ర పితామహుడు అంటారమ్మ ఫాదర్ ఆఫ్ టాక్సానమీ జీవుల వర్గీకరణ శాస్త్ర పితామహుడు అంటారు ఎవరిని లిన్నేయస్ని ఓకే రైట్ ఇప్పుడు మనం జీవుల వర్గీకరణ గురించి చూద్దాం అందులో ఫస్ట్ మొక్కల వర్గీకరణ చూద్దాం తర్వాత జంతువుల వర్గీకరణ గురించి చూద్దాం ఓకే ఫస్ట్